అమరాబాద్లో ప్లేస్ ఒక వీటికి దొరకలేదు మిగతానే ప్లేస్ దొరికింది మనం మొక్కలు నాటడం జరిగింది అయితే కొన్ని సందర్భాల్లో బాగా బిత్తలు ఉన్న దగ్గర రెండు వేలు మూడు వేల కంటే ఎక్కువ నాటలేదు అదేవిధంగా సీఎం గిరి వికాసం సదుపాయాలు కల్పిస్తూ వాటికి కరెంట్ కనెక్షన్ బోర్లు మనము మేడం అన్ని ఎక్కువగా సిక్స్టీ పర్సెంట్ సార్ తర్వాత ఫార్టీ పర్సెంట్ మన ఏరియా వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ బడ్జెట్ ఏమో ట్రైబల్ ఏరియా పూర్తిగా ఏజెన్సీ ఏరియాకు అన్నీ మన ఇరవై మండలాల్లో కూడా బెనిఫిషరీస్ ఉన్నారు ఇప్పటికీ ఇది అంటే ఓపెన్ ఎండెడ్ సార్ ఎంతమంది అప్లికేషన్ ఇస్తే మనం అంతమంది కూడా అవకాశం లిమిట్ ఏమీ ఉండదు అంటే బ్లాక్గా మనము కనీసం ఇద్దరు రైతులు ఉండాలి నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఇద్దరికి కలిపి నాలుగు ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉంటే వాళ్ళకు ఒక బ్లాక్ కనిపిస్తుంది వాళ్ళకు అక్కడ బోర్ బోర్ వేయడము తర్వాత మోటార్ ఇవ్వడము కరెంట్ కనెక్షన్ ఇవ్వడం మండలాల్లో పత్తి పత్తి విత్తనాలు రాలేదు దానికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందే వ్యవసాయం పంట పొలాలు వేసే ముందే మీ వాళ్ళు ఫర్టిలైజర్ షాప్స్ అన్ని వెళ్తారు తిరిగినప్పుడు అప్పుడు ఏం శాంపిల్స్ తీసుకోలేదు సరే ఆ ధర్నా మీ నోటీస్కి వచ్చిందా వచ్చింది నేను శ్రీశైలం హైవే బ్యాక్ బ్లాక్ చేసి అదే అదే అదే మీరు ధర్నా చేయబడింది నంద్యాల గజ్వాల నాగర్ కర్నూలు వరంగల్ నల్గొండ ఈ జిల్లాలలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఒకటి సర్వే చేసింది పెస్ట్ కంట్రోల్ పెస్ట్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి దాన్ని ఏమన్నా అంటే టొబాకో స్వీట్ వైన్ అని పేరు టీఎండి ఆ స్టేట్ టీఎస్వి ఆ రోగం అనేది ఇక్కడ ఎక్కువగా వచ్చిందని చెప్పేసి మీ దగ్గరికి తెలకపల్లిలో కూడా తేడా ఉంది తెలకపల్లిలో చేశాడు ఆయన తర్వాత మనకు అప్పట్లో కూడా అచ్చంపేట ఉకొన్నతలో కూడా చేశాడు అక్కడ పెస్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ పెస్ట్ తక్కువ ఉంది అని చెప్పేసి ఫుడ్ ఇంత మంత్ ఆఫ్ సెప్టెంబర్లోనే అయిపోయింది అది మామూలుగా రెగ్యులర్గా చేసేసారు తర్వాత మీకు దగ్గర కంప్లైంట్ తోటి మళ్ళీ కేవీకే వాళ్ళతో కూడా నేను మళ్ళీ సైటిషన్ పంపించడం జరిగింది సో మొత్తం కూడా టెస్ట్ అటాక్ తోటే తీరిపోయింది అని ఉంది సరిగా కాపు రాలేదని చెప్పాను తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు అక్టోబర్ మాసంలో కానీ సెప్టెంబర్ మాసంలో కానీ వర్షాలు ఎక్కువ వచ్చింది పూత ఎప్పుడైతే ముందు వర్షం పడితే పూత రాలిపోవడం కూడా ఎక్కువ జరిగి కాయ సరిగ్గా చెట్టు కాలేదు ఇది జరిగింది ఇది కాక మళ్ళీ మా కమిటీ కేవీకే పాలెం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని మా కమిషనర్ గారికి కూడా మళ్ళీ మేము పెట్టడం జరిగింది అది కూడా వెళ్ళింది సో కమిషనర్ ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని మేము చేస్తాం సో మన ట్రాన్సాక్షన్ ఇదే సార్ ఇదేంటంటే టొబాకో సీక్ వైరస్ అనేది వచ్చింది దీనివల్ల పోయిందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇప్పుడు దాంట్లో మేము టొబాకో సీక్ వల్ల ఇబ్బంది అని అన్నారు గవర్నమెంట్ ఇప్పుడు ఆ రైతు క్రాప్ అయితే మొత్తం పోగొట్టుకున్నాను అవును అయితే నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ ముందు ముందు జాగ్రత్తగా ఇవి మీరు చేసే దాంట్లో భాగంగా మీకు తెలిసింది మీ ఎంక్వైరీలో తెలిసినప్పుడు దాన్ని ఎందుకు అప్పటికే బ్యాన్ చేయలేదు రెండోది రెండోది ఇప్పుడు వాడి క్రాప్ మొత్తం డ్యామేజ్ అయింది రెండు మండలాల దగ్గర దగ్గర రైతులంతా డ్యామేజ్ అయింది దాని గవర్నమెంట్స్ నేను ఏమన్నా వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారా దీంట్లో విత్తనం మొలకెత్తటంత వరకు మన శాతం ఉంటుంది తర్వాత విత్తనములను కాసిన తర్వాత కాపు పూత తర్వాత రాకపోతే ఒకటి ఉంటుంది ఆ వెరైటీ ఉంటుంది కానీ అదే పనులు అనమాట ఇది రాగానే మనం ఒకే అంటే ఓకే అంటే ఇప్పుడు అన్ని రెడీ అవుతున్నాయి కాబట్టి మాకు ఆగస్టు నుండి రావాల్సింది ఆరు నెలలు సెంట్రల్ గవర్నమెంట్ కొత్త సిస్టమ్ పెట్టింది ఆన్లైన్ ఇట్లా సమానం బ్యాంక్ ఎస్ టీ వర్క్ చేస్తే వెంటనే పడతాయి ఈజీ టీచరు సర్పంచ్ మేకర్ నీకు మండలంలో మా ఇప్పుడు అదే చేస్తున్నాం దాని గురించి తెలియదు